గుంటూరు జిల్లా గుంటూరులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు తెల్లవారుజామున మూడు గంటలకు భారీ కేంద్ర బలగాలతో గుంటూరుకు చేరుకున్న అధికారులు పాత గుంటూరు పరిసర ప్రాంతాల్లో సోదాలు చేశారు పిఎఫ్ఐ కేసు దర్యాప్తులో భాగంగా అనుమానితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఆరు గంటల పాటు సోదాలు చేసిన అధికారులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పొత్తూరు వారిపేటకు చెందిన రహీం సంగడిగుంటకు చెందిన వహీద్ జఫ్రుల్లా ఖాన్లను అదుపులోకి తీసుకున్నారు ముగ్గురు వ్యక్తులు ముస్లింలు కావడంతో ఆందోళనలు వ్యక్తమయ్యే అవకాశం ఉండడంతో భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి ముగ్గురు వ్యక్తులు కూడా ఎస్డిపిఐ పిఎఫ్ఐ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నట్లు అనుమానంతో అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ఎన్ఐఏ సోదాలు ముస్లింల ప్రాంతాల్లో జరగడంతో ముస్లింలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం